हाई फ्रेंड्स नैन वीडियो मैं तो तो शंभर शंकर मुझे फस्ट टाइम चूसानी सब्सक्रैबी अलगे फ्रेंड्स पक्न बेलैका क्ली फ्रेंड्स डिस्क्रिपन लिंक इच्छा फ्रेंड्स दिन ओपन चूँ फ्रेंड्स कंभर शंकर लिंक ओपन फ्रेंड्स దాన్ని ఓపెన్ చేస్తే ఎంటర్ ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మూడు పార్ట్లుగా ఉంది సార్ ఇక్కడ మూడు పార్ట్లు ఉన్నాయి మూడు పార్ట్ల నుంచి ఒక్కొక్క పార్ట్ నాలుగు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఇది ఓపెన్ చేసి చూస్తాను సెట్ చేసుకుంటానంటే రెండు సర్వర్లు ఇస్తారు ఇక్కడ క్లిక్ టు డౌన్లోడ్ పేజ్ అనేది అదే క్లిక్ చేయండి ఇక్కడ రెండు సర్వర్లు వచ్చారు ఫస్ట్ ఇది ఓపెన్ చేసుకొని చూద్దాం ఫస్ట్ సర్వర్ని ఓపెన్ చేయండి డౌన్లోడ్ ప్లే అని ఉంది మనం ప్లే కాదు కాబట్టి డౌన్లోడ్ చేసుకుంటున్నాం డౌన్లోడ్ చేసి ప్లే చేస్తే ప్లే చేసి కూడా చూడొచ్చు చూసారు ఫ్రెండ్స్ డౌన్లోడ్ అవుతుంది ఫుల్ మీద